ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు శుభాభివందనాలు ప్రియమైన దేవుని బిళ్ళారా ప్రతిరోజు ప్రసారం చేయబడుతున్నటువంటి కృపావాక్యములను మీరందరూ వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను ఆ రీతిగా దయచేసి మీతో పాటు అనేక మందికి షేర్ చేయండి ఈ వాక్యాలు మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు ప్రియులారా ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేయబడిన చేసిన కృపావాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అతి సువార్త ఐదవ అధ్యాయంలో పదహారో వచ్చిన చదువుకుందాం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందన మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు ప్రిమేన్ దేవన్ బిళ్ళారు ఇక్కడ మనం గమనించినట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూచి అంటున్నాడు సత్క్రియలు అంటే ఏంటంటే మంచి పనులు ప్రిలరా ఈ లోకానికి మంచి అనేది ప్రతి వారికి అవసరమైంది ఎందుకు లోకమే చెడిపోయింది చెడ్డగా ఉంది స్వార్థం ఎక్కువైపోయింది ధన వ్యామోహం స్వార్థం ఇవన్నీ కూడా మనుషుల్ని తప్పుడు మార్గం వైపు నడిపిస్తూ ఉన్నాయి మంచి క్రియలు చేసేవాడు ఎవడు లేడు ఇతరులకి మేలు చేసేవాడు ఎవడు లేడు ప్రియులారా కాబట్టి ప్రభువారు ఇంకోసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మన సత్క్రియలు మంచి పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు మన ద్వారా పరలోకముందన్న తండ్రి మహింపరచబడతాడు అక్కడ అదే అంటున్నాడు మీ సత్క్రియలను చూసి పరలోకముందన్న మీ తండ్రిని మహింపరచినట్లు అని అంటున్నాడు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటున్నాడు ప్రేమేం దేవన్ బిళ్ళారు కాబట్టి దేవుని పిల్లలమైన మనము అన్నిల మధ్యకి వెళ్తూ ఉంటాం అన్నిలతో ఉద్యోగం చేస్తాం అన్నిల మధ్యని నివాసం చేస్తూ ఉంటాం కాబట్టి మనం మంచి క్రియలు చూసినప్పుడు వారు దే దేవుని మహింపరుస్తారు ప్రియులారా ఆ రీతిగా మనం చేయాలి చాలామందిని మనం చూసి చూసాం మదర్ తెరిసా ఫర్ ఎగ్జాంపుల్ ఆమె మంచి క్రియలు చేసింది కాబట్టి దేవుణ్ణి మహింపరిచింది దేవుణ్ణి ఘనపరిచింది ప్రియులారు కాబట్టి ఇంకా అనేక మంది ఉన్నారు ప్రపంచంలో ఈరోజు ఇన్నిన్ని ఒక మంచి విషయాల్ని మనం రిసీవ్ చేసుకుంటున్నామంటే ప్రియులారా దాని వెనకాల చాలామంది మంచివారి యొక్క ప్రతిఫలం మరి ఒక క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు బ్రతికేవారు చేసిన త్యాగాలు ఎంతో ఉన్నాయి అందుకనే ఆ రోజుల్లోనే ఈ వాక్యాన్ని రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభువారు బోధించారు కొండ మీద ప్రసంగం చేశాడు ఈ సత్క్రియల గురించి మంచి పనుల గురించి మాట్లాడుతున్నాడు అందుకనే పౌలు కూడా గలతీలకు రాస్తూ అంటాడు మీరు మేలు చేయాలంటాడు ఎవరికైతే మేలు పొందుకుంటారో మీ చేతనైనంత మటుకు వారికి మేలు చేయండి అంటున్నాడు ప్రిలారా ఇతరులకి సహాయం చేయాలి బేదలకు సహాయం చేయాలి కుంటివారికి గుడ్డివారికి సహాయం చేయాలి రోగులను పరామర్శించాలి ఇవన్నీ సత్క్రియలు యాకోబు అంటాడు అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు అంతేకాదు ప్రభువారు అంటాడు వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏమి రావు కానీ క్రియలు మాత్రం నిలబడతాయి ఆ క్రియలను బట్టి దేవుడు అక్కడ మనకు జీతాన్ని ఇస్తాడు తీసుకొస్తున్నానని చెప్పాడు ప్రభువారు కాబట్టి ప్రియులారా మంచి క్రియలు అనేక మందికి యోగ్యమైన క్రియలు మనం చేద్దాం దేవుణ్ణి మయంపరుద్దాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం దేవుడి పరిశుద్ధ వాక్యం గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియపరలోకి తండ్రి మీకు వందనాలు స్వామి వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు వేసయ్యా అయ్యా మీ సత్క్రియలు చేసినప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మహింపరచబడతారని చెప్పినారు అవునయ్యా మీకు మహిమ తెచ్చే పనులు మేము చేయాలయ్యా మిమ్మల్ని కీర్తించి గనపరిచి మిమ్మల్ని ప్రభా హెచ్చించే కార్యాలు మాలో ఉండాలి ప్రభు ఆ రీతిగా మమ్మల్ని అందరినీ మమ్మల్ని మా ప్రియులను బలపరచండి అంతేకాదు మా క్రియలు చూసినప్పుడు అనేక మంది మిమ్మల్ని నమ్ముకునేవారిగా మీ వెలుగులోనికి వచ్చేవారిగా తండ్రి చేయండి బలపరచమని మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధనం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైనేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సాహస ఇక్కడ చేరమానుకును సకల పరిశుద్ధులకును సకల ప్రజలకును ఎల్లప్పుడూ తోడయండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు ప్రియులారు గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ వాక్యాలను షేర్ చేయండి అనేక మందికి మీరు మేలు పొందండి దేవుడు మీ అందరిని దీవించునుగాక మరొక రోజు కలుద్దాం